కీర్తన గ్రంథం నూట నలభై ఎనిమిది అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచనంలో యహోను స్థుతించుడి ఆకాశవాసులారు యహోను స్థుతించుడి ఉన్నత స్థలంలో నివాసులారు ఆయన స్థుతించుడి ఆయన దూతలారా మీరు అందరూ ఆయన స్థుతించుడి ఆయన సైన్యంలారా మీరు అందరూ ఆయన స్థుతించుడి సూర్యులారా ఆయన స్థుతించుడి కాంతిగల నక్షత్రంలారా మీరు అందరూ ఆయన స్థుతించుడి పరమాకాశంలారా ఆకాశం పడిన జలంలారా ఆయన స్థుతించుడి యహో ఆజ్ఞగా పుట్టను అవి యహో నామం స్థుతించును గాక ఆయన వాటిని నిత్య స్థావులుగా స్థిరపరిచినాడు ఆయన వాటికి కట్టడ నియమించిన ఏది దాన్ని అతిక్రమింపదు భూమి మీద ఉన్న మకరంలారా అగాధ తలములారా యహోను స్థుతించడి అగ్ని వర్గంలారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను పర్వతములారా సమస్తమైన కుట్టలారా పలు వృక్షములారా సమస్తమైన దేవదార వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రక్క జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద నున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహో అనుష్ఠించండి ఎవరు కన్నులు వృద్ధులు బాలేరు అందరూ యహో నామమును స్థుతించిన గాక ఆయన నామ మహోన్నతమైన నామము ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగా ఉన్నది ఆయన తన ప్రజలకు ఒక్క శృంగంను హెచ్చించినాడు అది ఆయన భక్తులకు అందరికీ ఆయన చెంత చేరిన జన్లకు ఇస్రాయలీలకు ప్రఖ్యాతికరంగా ఉన్నది యోహాను స్థుతించుడి